హాయ్ అండి అందరికీ నమస్కారం జూన్ సెవెంటీత్న ఒక అమేజింగ్ ఫిలిం వస్తుంది అయితే ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక రకంగా చాలా బాగా వెయిట్ చేస్తున్నాము <laughs> భయంకరంగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పాలి అదే విరాట పర్వం సినిమా బికాజ్ ఈ కంటెంట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది యూనో హార్ట్కి టచ్ అవుతుంది ఆ లవ్ స్టోరీ అనమాట దాని రైటింగ్ అలా ఉంది దాని పాటలు ఎలా ఉన్నాయి దాంట్లో యాక్టర్స్ ఎలా ఉన్నారు అందుకనే ఈ సినిమా అందరినీ ఈగలీ వెయిట్ చేసేలా చేసింది మరి ఈ ఫిలిం ఆల్రెడీ మనందరికీ చాలా టచ్ అయిపోయి ఇప్పటికే మనం దాని గురించి ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా నీది నాది ఓకే కదా ఎస్ ఆ డైరెక్టర్ ఈ ఫిలిం కూడా డైరెక్ట్ చేయడం జరిగింది వేణు గారు సో ఆయనతో పాటు back to back back to back సినిమాల్లో కనిపిస్తున్నారు అండ్ కనిపించబోతున్నాను ఇప్పుడే నాకు చెప్పారు అనమాట సో మన నవీన్ చంద్ర కూడా ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి hi hi hi hello so first మీ ఇద్దరిని కలుస్తున్నాం తర్వాత సాయి పల్లవి రాణాని నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్స్ లో కలవబోతున్నాం అనమాట ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అంటే పొద్దున పాట రిలీజ్ చేస్తే సాయంత్రానికి సూపర్ గా వ్యూస్ వచ్చేస్తున్నాయి hmm. రిలీజ్ చేసే విధానం కూడా చాలా బాగుంది hmm. విరాట పర్వం వార్తలు అని టీజర్ కొట్టేటప్పుడు డప్పు కొట్టి అనౌన్స్ చేయడం ఏంటిది మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నారా ఒకప్పుడు నైన్టీస్ లో ఉండేదేమో కదా ఈ డప్పు ఇప్పుడు కూడా ఉంది ఓ ఇప్పటికీ ఉందా ఇప్పుడు తెలియదు ఇది నైన్టీస్ లో నైన్టీస్ బేస్డ్ సినిమా కాబట్టి కొంచెం నాస్టాలజిక్ గా చెప్తే అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఓకే సో అప్పట్లో డప్పు కొట్టి చెప్తూ ఉండే కదా ఏదైనా కొత్త విషయం దండోరా వేయడం దండోరా వేయడం అనేది ఇప్పుడు ఎక్కువ వాట్సాప్ లో ఎంత డిజిటలైజేషన్ అయిన తర్వాత hmm. వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తున్నారు విలేజ్ గ్రూప్ ఉంటది అలా పెట్టేస్తున్నారు ఇది uh, ఇది <laughs> ఇది మరి భయంకరం ఇది యా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడు మంచి మంచి content of course you always choose different contents you know ఈ మధ్య కాలంలో యూనో ఇంకా మంచి కంటెంట్స్ చూస్ చేసుకుంటూ పాత్రకి ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు అనిపిస్తుంది అండ్ దీంట్లో కూడా కామ్రేడ్గా కనిపిస్తున్నారు వన్ ఆఫ్ ది ఎలా ఉంది అడవి గన్ను అన్న <laughs> అంటే నేను ఆపర్చునిటీ ప్లస్ అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే writers like him directors like him who has a different unique vision to tell a narrative tell a verbal thing so that audience can connect ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయడం అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి బికాస్ ఎప్పుడైతే వేణన్న నాకు ఈ క్యారెక్టర్ చెప్పారో అన్న నవీన్ ఇలాంటి కథల కోసం నువ్వు వెయిట్ చేసి టూ ఇయర్స్ నేను అలా ఏం వర్క్ చేయకుండా ఉండిపోయాను okay not this project before getting this project but as waiting to come be a part of this kind of stories okay and అందులో when you are given a pivotal role to perform ఏముందండి ఉందండి అంటే ఇమీడియట్లీ యూస్ అన్నమాట వేరే అదర్ ఆప్షన్ <laughs> లేకుండా అదర్ థాట్ లేకుండా అండ్ ద నెక్స్ట్ డే నాకు ఇమ్మీడియట్లీ ద అటైర్ ఇచ్చేసి ఫోటోషూట్ చేయగానే the moment I was doing a photoshoot for this character I felt the character because the team and the team uh, Rana garu is totally like strength for a film for the whole team and uh makeover అయినా కానీ ఆ లుక్ టెస్ట్ అయినా కానీ అప్పుడే ఆ లుక్ టెస్ట్ చేసేటప్పుడు అనిపించేసింది Naveen you got a right one okay now you have an opportunity so stick to that and perform well right ఎక్కడ ఓవర్ బోర్డ్ కాకుండా ఎక్కడ అరే wanted to showcase myself in the film కాకుండా ఆ క్యారెక్టర్ బిలీవబిలిటీని వేనన్న క్యారెక్టర్ నేమ్ కాల్ మీ రగన్న సో ఆ క్యారెక్టర్ ఈస్థెటిక్స్ ఎక్కడ దాటకుండా he captures in a cage where this character performs right and I'm so fortunate and thank you to the producers Mm, uh, really Sudhakar Sudhakar garu and Srikanth గారు వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పడం కన్నా వాళ్ళు గ్రేట్ హ్యూమన్ అని చెప్పాలి Suresh productions also part of Suresh productions because the way they have supported వేణన్న నిజంగా thank you sir thank you very much okay okay and you tell me అంటే ఒక అప్పట్లో కథ చెప్పాలి అండ్ డెఫినెట్గా అడవిలో చెప్తున్నారు కాబట్టి అడవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటుంది నార్మల్గా మీరు వేరే తీసుకుంటే ఆ డైరెక్ట్ని పెట్టుకోవాలి అప్పట్లో అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది బట్ ఫోన్స్ కానీ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు నైంటీస్లోకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి అప్పుడు ఇప్పుడు వాట్సాప్లో hmm. దండోరా వేస్తున్నాం అప్పుడు డప్పు ఉండేది <laughs> అప్పుడు ఫోన్స్ కూడా సరిగ్గా చిన్న ఫోన్ ఏదో ఉండేది సో వీటన్నిటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందా స్టోరీతో పాటు అదర్ థింగ్స్ సో ఇది బేసికల్లీ తొంభైవ దశకంలోని ఒక రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైనటువంటి సంఘర్షణగా మేము నిజమైన సంఘర్షణ జరిగింది ఆల్రెడీ ఒక వ్యక్తికి ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్గా మేము దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది అది బయటకు వచ్చిందా సమాజంలోకి వచ్చిందా అది తెలుసు hmm. జనాలకు అందరికీ తెలుసు ఓకే జనాలకు తెలుసు చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఒకటి బేస్ చేసుకొని మేము చేస్తున్నాము ఒక సంఘటన జరిగింది అది చాలా విషాదభరితమైనటువంటి సంఘటన ఆ సంఘటన జరగటం వెనకాల రాజకీయ కారణాలు ఉండటం వల్ల నన్ను అది అట్రాక్ట్ చేసింది ఆ ఇన్సిడెంట్ ఇది ఎట్లయినా జనాలకి కథ చెప్పాలి అని చెప్పి నాకు అనిపించి నేను విరాటపురం అనే కథని రాయటం జరిగింది సో మనము ఒక రియల్ ఇన్సిడెంట్ని ఒక సొసైటీలో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ని మనము స్క్రీన్ మీదకి తీసుకొచ్చేటప్పుడు అంతే రియల్గా స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి చాలా రియలిస్టిక్గానే చేసాము ఫోన్స్ అంటే మాకు షూటింగ్ టైంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటే మేము రియల్ లొకేషన్స్లో చేయాలనుకునే మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లో ట్రై చేసాం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద టవర్స్ సెల్ ఫోన్ టవర్లు జియో టవర్స్ <laughs> సో వాటన్నింటినీ తప్పించుకోవడానికి చాలా సీజీ చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది సీజీకి బడ్జెట్ కూడా thanks to producers definitely so మీరు ఫారెస్ట్ అన్నారు అడవిలో కూడా ఆర్ట్ డైరెక్టర్ యొక్క పని ఉంటుంది సో hmm. మనకి జనరల్గా ఆర్ట్ డైరెక్షన్ అంటే ఏదో సెట్ వేస్తేనే ఆర్ట్ డైరెక్టర్ పని అని కాదు యాక్చువల్లీ సెట్ hmm. వేసినప్పుడు ఉండే పని కంటే ఎక్కువ వర్క్ ఆర్ట్ డైరెక్టర్కి సెట్ లేనప్పుడు ఉంటుంది యా సో రియల్ లొకేషన్స్లో చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది ఎందుకంటే రియల్గా ఉండాలి సినిమాటిక్ అప్రోచ్ uh, ఉండాలి అంతే అంటే అన్ని రియల్ గా ఉన్నా కూడా మీ ఫ్రేమ్స్ కి సెట్ అవ్వాలి కదా కెమెరా అంటే మనకు అలా అలా మనము ఆ జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ పడిపోతాయి అంటే సరిగ్గా ఉండవు ప్రొడక్షన్ వాల్యూస్ uh, ఉండవు పూర్గా ఉంటుంది సో అది అందుకనే చాలా అందరం ఆ డైరెక్టర్ కానీ అందరూ ప్రొడక్షన్ హౌస్ చాలా దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసాం సో యూ జస్ట్ లైక్ దానికి ముందు ఒక సినిమా చేయడం జరిగింది ఒకే సినిమా చేయడం జరిగింది అండ్ యూనో ఆ సినిమాకి చాలా మంచి యూనో చాలా మంచి అప్లాజ్ రావడం జరిగింది అప్రిషియేట్ చేశారు చాలా even I love that father and son మధ్యలో కొన్ని డైలాగ్స్ కూడా యా hmm. నాకు చాలా బాగా నచ్చిన ఫిలిం సో ఇది అటెంప్ట్ చేయడం ఆ తర్వాత hmm. అది కూడా రానా గారిని పెట్టుకొని hmm. బాహుబలి తర్వాత వెరీ కమర్షియల్ ఇది అనమాట బట్ hmm. తను డిఫరెంట్ వేలోనే చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన హాతీ మీర సాతి లైక్ దాని పేరు కూడా అరణ్య కదా తెలుగు ఏంటిది ఇక్కడ అరణ్య ఉందని అక్కడ టైటిల్ పెట్టడం జరిగిందా ఏం జరిగింది లేదండి అది చాలా యాదృచ్ఛికంగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది ఐ థాట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు అది టైటిల్ అన్న వాళ్ళకి వచ్చిందేమో అని అనుకోకుండా జరిగింది అది ఓకే నిజంగా అది ఒకటి ఉంది అంటే నేను ఇక్కడ పేరు మార్చేవాడిని మాకు eh. తెలియదు రాణా గారు కూడా చెప్పలేదు అసలు ఓకే సో రానా గారిని చూస్ చేసుకోవడానికి అంటే ఏంటిది ఎవరైతే నిజమైన వ్యక్తి అన్నారో ఆ వ్యక్తికి ఈయనకి పోలికలు ఉండడం కానీ లేకపోతే యూనో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదండి యాక్చువల్లీ నేను ఒకటి నమ్ముతాను అంటే మంచి స్క్రిప్ట్స్ కథలు కొన్నిటిని చూస్ చేసుకుంటాయి అంటే అది యా అంటే చాలా న్యాచురల్గా చాలా సహజంగా ఆర్గానిక్గా జరిగిపోతాయి కొంతమంది ఆర్టిస్టులు నవీన్ చంద్ర గారు రావడం కానీ సాయి పల్లవి గారు రావడం కానీ తర్వాత నందిత దాస్ గారు రావడం కానీ ఇదంతా స్క్రిప్టే తీసుకుంది వాళ్ళని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేనేమి ఫస్ట్ రానగారని అనుకోలేదు ఎందుకంటే అసలు హీరోస్ ఎవరు ఒప్పుకోరు దీన్ని అనే ఒక ప్రీ ఆక్యుపైడ్ నోషన్తో నేను ఉన్నాను యాక్చువల్లీ సో ఫస్ట్ ఒక హీరోకి చెప్పాను ఆయన వద్దు అనేసరికి ఆయన వద్దు అన్నాడు కాబట్టి ఇంకెవరు ఒప్పుకోరు అనే ఫీలింగ్లో నేను ఉండిపోయాను యాక్చువల్లీ hmm. మా ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు గారికి చెప్పమన్నారు సురేష్ బాబు గారికి చెప్పినప్పుడు సురేష్ బాబు గారు అనుకోకుండా సార్ రానా గారికి చెప్పారు సో రానా గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఈ లైన్ నచ్చి కథ రానా గారికి చెప్పండి రేపు అని చెప్పి సురేష్ సార్ చెప్పారు సో నేను అరే చేస్తాడా చూద్దాం లే ఒక అటెంప్ట్ అన్నట్టుగా నేను చెప్పాను ఆయనకి బాగా నచ్చింది సో ఫస్ట్ హాఫ్ అవగానే వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అది అని చెప్పి చెప్పాను అనమాట సో అలా అది చాలా సహజంగా ఆర్గానిక్గా మెటీరియలైజ్ అయినటువంటి విషయం తప్ప అండ్ నవీన్ మీరు చెప్పండి దీంట్లో రాణా గారు అండ్ అరణ్య అండ్ వెన్నెల మధ్యలో ఏదైతే లవ్ ఉందో అది చాలా ప్యూర్గా అండ్ చాలా బాగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించింది ఏనో వాళ్ళ లవ్ స్టోరీ చూసినప్పుడు కానీ లేకపోతే చేసినప్పుడు కానీ లవ్ స్టోరీస్ uh, చూస్తే even I have done lot of love stories love stories చూస్తే yeah we know what is gonna happen in love story what is emotion of love between two characters but ఇక్కడ uh, యా ఇన్ వాళ్ళ లవ్ స్టోరీ మధ్యలో లైక్ కాంబినేషన్స్ నేను లేను but I was there present while the scenes we are happening what I feel personal is like if the writing is really good for an actor it's very easy to perform and that to an actor like Sai Pallavi and Rana garu because Rana has a typical voice where he can tell some poetic things or some revolution things and all he can if his voice తన వాయిస్తో it can sound different way but bigger than ocean అంటారు కదా Sai Pallavi garu is like ocean of emotion mm-hmm. and <laughs> when uh, he was dealing with her uh, with her uh, writings and the dialogues and all oh my god మాకే లైక్ సమ్వేర్ వీస్ to feel numb because that's pure that that correct, pure correct. Uh, writing that pure that getting the characters so real mm. was so good uh, there is one sequence which i always uh, it's too early to tell mm -hmm. but uh, our sequence low like ah, this guy at that point అక్కడ మేము షూట్ చేసిన లొకేషన్లో మా మేకప్ మెన్స్ రాలేదు ఓకే ఎవరు రాలేరు because the producers and directors were there in the water ఒక ప్లేస్లో అక్కడ ఒక షార్ట్ తీశారు మాకు తెలియకుండానే వి వి లైక్ మర్చిపోయాం మమ్మల్ని మేము వాళ్ళిద్దరు ఆ సీక్వెన్స్ చూసి నేను ప్రియమణి గారు చూసి డై అరకుడా super Araku so like that's what అండి ఆ డైరెక్టర్ ఈయన విజన్ ఐ ఆల్వేస్ లైక్ ఇప్పుడు చెప్తాను అన్న ఏ mm-hmm. ఒక రోలు అసిస్టెంట్ డైరెక్టరా సెట్ ఏదో మీ సినిమాలో చెప్పు నేను చేస్తాను because he's so clear about the emotions and Sai Pallavi garu oh Vennela mm-hmm. మీరు వెన్నెలని చూస్తే నిజమైన వెన్నెలకి ఆ వెన్నెలకి ఒకటేలా అనిపిస్తుంది from so so beautifully involve herself in the character కాల్ ఆ కోల కోల సాంగ్ మధ్య మధ్యలో మధ్య మధ్యలో తన షార్ట్స్ పడ్డప్పుడు ఒక బొట్టు పెట్టుకునే షార్ట్ పడ్డ బ్యూటిఫుల్ ఉంది చాలా ఉందండి అసలు ఆవిడ <laughs> ఆ performance next level and half saris కి నాకు తెలిసి తను బ్రాండ్ <laughs> అంబాసిడర్ అంతే ఇప్పుడు ఈ ఈ హాఫ్ సారీస్ లో ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలరు పరిగెత్తడం ఏంటి సైకిల్ తొక్కుతున్నారు ఆవిడ అది కూడా అన్కంఫర్టబుల్ కదా సైకిల్ తొక్కొచ్చు you have something okay the way she runs hundred meter sprint ఓకేనా నేను రానా గారు కూడా మ్యాచ్ అది ఇంటర్వెల్ టైంలో ఒక చాలా హ్యూజ్ యాక్షన్ సో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది ఒక hmm. వంద మంది పోలీసులు hmm. ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది పోలీసులు ఒక ఆర్మీ దిగుతుంది గ్రౌండ్స్ సో వీళ్ళు దళం ఉంటుంది సో వాళ్ళు సరౌండ్ చేస్తారు వీళ్ళని చేజ్ చేస్తూ ఉంటారు సో అందులో ఏంటి అంటే అందరు పరిగెత్తా ఉంటుంది దళం ఎస్కేప్ అవుతా ఉంటుంది so basically Rana and Naveen వాళ్ళు ముందు పరిగెత్తాలి నెక్స్ట్ ఆమె పరిగెత్తాలి రైట్ సో దట్ కెమెరా మూడు నాలుగు కెమెరాలు పెట్టి యాక్షన్ అనగానే అందరికంటే ముందు ఆమె పరిగెత్తాలి అరే ఈమెంది ఆ హీరో కంటే ముందు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ క్యారెక్టర్ కంటే మేడం మీరు కొంచెం పరిగెత్తండి and whole day we were running action fast అన్నమాట ah. అంత ఫస్ట్ మనం జియోగ్రఫీ ఛానల్స్ లో చూస్తాం కదా సో అట్లా జింక పిల్లలాగా ఫట్ and whole day was the sequence same sequence and ప్రతి షాట్ లో see is that actively running అనుకున్నాను ఒక అంటే ఆమె టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక సీన్ ఉంటుంది యాక్చువల్లీ అది pre climax almost climax scene అది very very pathetic scene very very అత్యంత విషాదకరమైనటువంటి hmm. సంఘటన అది సినిమాలో mm-hmm. అప్పుడు ఆమె ఆ రోజంతా అదే సీన్ చెప్పాము ఓకే సో ఆమె మార్నింగ్ నుంచి ఫుడ్ తీసుకోలేదు లంచ్ బ్రేక్ మీరు తినండి అని అంటే నో నో నో నేను అసలు ఫుడ్ తినలేదు తర్వాత జనరల్గా అందరూ పెట్టుకుంటారు ఆవిడ యూకలిప్టస్ ఆయిల్ ఏదో పెట్టుకుంది అసలు twelve hours full so much of pain అనమాట సో మచ్ ఆఫ్ పెయిన్ నేను చెప్పాను ఆమెకి మీరు చాలా డల్గా ఉండాలి అసలు కంప్లీట్గా మీరు టూ అంటే టూ డేస్ నుంచి మీకు ఫుడ్ కూడా లేదు ఆమె నిజంగానే ఆ డే అంతా ఫుడ్ తినలేదు యాక్చువల్లీ మేము చాలా రిక్వెస్ట్ చేసాం లంచ్ టైంలో మీరు చేయండి అంటే చేయలేదు సో ఎండి అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అంతే ఇట్స్ సో పెయిన్ఫుల్ అనమాట ఓకే ఇమాజిన్ ఎక్లిప్టివ్ సాయిల్ ఇన్ ద ఐస్ అదే కదా నాకు తెలిసి కమిట్మెంట్ నేచురల్ స్టార్ నాని గారు ఉన్నారు కదా అలా నేచురల్ ఫీమేల్ స్టార్ అని ఇచ్చేయచ్చు మనం <laughs> సాయి పల్లవి గారికి yeah is like yeah crazy because Vennela ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాని మరొక లెవెల్లోకి తీసుకెళ్ళాలని అనిపించింది రాణా గారు ఒక హైలైట్ అయితే డెఫినెట్గా యూనో అండ్ నందితా దాస్ గారు అసలు ఎలా ఎలా ఏం జరిగింది బికాస్ ఐమ్ రియల్లీ నాకు చాలా చాలా ఇష్టం నేను అడ్మైర్ oh, చేస్తూ ఉంటాను యా అసలు నాకు ఆ ఫీచర్స్ ఆ బొట్టు ఆ తను తన వే అంతా చాలా బాగుంటుంది ఇందులో మన శకుంతల టీచర్ అని ఒక క్యారెక్టర్ ఉంది ఓకే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట ఓకే రచయిత్రి కూడా టీచర్ అనమాట సో ఆ క్యారెక్టర్కి ఒక ఆమె అయితే బాగుంటుంది అని నేను hmm. మేము యాక్చువల్ ఆమె అప్పటికే టెన్ ఇయర్స్ అయింది తను యాక్టింగ్ మానేసి సో hmm. మేము పిచ్ డెక్ పంపిస్తే ఫస్ట్ మెయిల్ పెట్టాము hmm. ఎందుకు అని అడిగారు వాళ్ళు ఆమె అడిగింది అనమాట వాళ్ళ మేనేజర్లు అంటే hmm. లేదు ఇట్లా యాక్టింగ్ కోసం అని అంటే నో యాక్టింగ్ మానేసాం కదా మేము పదేళ్ళు అవుతుంది అంటే లేదు లేదు ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు సో ఎవరు వద్దంటున్నాడు మీరు ఒకసారి మీరు పిచ్ డెక్ పంపిస్తాం మీరు చదవండి అని అంటే ఆమె పిచ్ డెక్ అరే అంతగానో చెప్తున్నారు ఏంటంటే పిచ్ డెక్ చదివింది ఆమె చదివిన తర్వాత immediately I want talk with director director అంటే సో నాతో డైరెక్ట్ మాట్లాడింది నేను చాలా ఆశ్చర్యపోయాను పదేళ్ళ తర్వాత నేను చేయట్లేదు కానీ ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చదివాను నేను చేయాలనిపిస్తుంది నాకు మీరు రండి ముంబైకి నాకు మొత్తం స్టోరీ చెప్పండి I will do this film అని చెప్పింది ఓకే సో అది అది కూడా చాలా ఒక రాయేసి చూసినాం ఆమె చేస్తే అనుకోలేదు అసలు <laughs> అంటే మేము టబుని కూడా కలిసాం మేము టబు గారిని టబు గారు కూడా చేస్తున్నారు సో మీన్ వైల్గా అప్పుడు మాకు ఆమెకి వేరే ఫిలిం ఏదో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు ఓకే ఇమీడియట్లీ రానా సార్కి అడిగారు నన్ను మరి ఇంకెవరు కావాలి మీకు అని అంటే నేను నందదాస్ గారి పేరు చెప్పి ఇమీడియట్లీ అరే అప్రోచ్ అవుదాము అది ఇది అన్నాడు నవీన్ చంద్ర అయితే మేము అతనే కావాలని అనుకున్నాం యాక్చువల్లీ అంటే రాసినప్పటి నుంచి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు సెట్ దీంట్లో అవసరం లేదు మిమ్మల్ని క్యారెక్టర్ మీకోసం రాశారు రాసినప్పటి నుంచి మేము తనైతేనే కరెక్ట్ ఎందుకంటే రానా గారికి తనకి మధ్యలో చాలా ఒక ఘర్షణ జరిగే సీన్స్ ఉంటాయి అనమాట ఒక సంఘర్షణ ఉంటుంది ఒక కన్వర్జేషన్స్ ఉంటాయి సో అది అంత హీట్ క్రియేట్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ మంచి ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని hmm. పెట్టాము ఈ నవీన్ క్యారెక్టర్ అండ్ ప్రియమణి గారి క్యారెక్టర్ రెండు క్యారెక్టర్స్ కూడా కథని hmm. ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ చేసే క్యారెక్టర్స్ ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట సో వాళ్ళిద్దరు కూడా ఈ ఈ సినిమాకి ఒక లైక్ ఒక బ్యాక్ బోన్ రైట్ ఇందులో యాక్టర్స్ కూడా అందరూ చాలా న్యాచురల్గా నవీన్ గారు ఆల్వేస్ లైక్ ఆ న్యాచురల్ ఇది ఉంటుంది అప్రోచ్ అండ్ సాయి పల్లవి గారు రాణా గారు ఈశ్వరి గారు అండ్ అంటే వీళ్ళందరూ చాలా నాచురల్ గా మామూలుగా వాళ్ళ సినిమా నార్మల్ గా కూడా వాళ్ళు చాలా నాచురల్ గా కనిపిస్తారు సాయి పల్లవి అసలు తను మేకప్ మేకప్ యూజ్ చేయదు తను సో ఈశ్వరి గారు కూడా చాలా నాచురల్ గా కనిపిస్తుంటారు ఆవిడ చేసిన ఏవైతే రోల్స్ ఉన్నాయో అన్ని సో వాళ్ళందరూ ఈ సినిమాలో కనిపించడం జరిగింది సో నందితా దాస్ గారు ఆవిడ కూడా మేకప్ కి చాలా దూరంగా ఉంటారు నిన్న నేను సో వీళ్ళందరూ లైక్ ఈ సినిమా కుదరడం జరిగింది అండ్ విరాట పర్వం ఈ టైటిల్ అంటే ఎంతవరకు యాప్ ఈ ఫిలింకి విరాట పర్వం అంటే అంటే ఒక అధ్యాయం విరాట పర్వం అంటే ఏంటి మహాభారతంలో ఉన్న ఒక చాప్టర్ నేమ్ సో విరాట పర్వం అనేది బేసికలీ ఒక అండర్ గ్రౌండ్ స్టోరీ అనమాట సో ఆ విరాట పర్వంలో ఉండే మహాభారతం విరాట పర్వంలో ఉండేటువంటి కుట్రలు రాజకీయాలు అందులో ఉన్న ఆ తాత్వికత ఈ సినిమాలో కూడా ఉంటుంది ఆ విధంగా దానికి ఒక భావసారూప్యత సెట్ అవ్వటం వల్ల మేము అది పెట్టాము సినిమా చూసిన తర్వాత యూ కెన్ అంటే అండర్ కవర్ ఆపరేషన్ అనమాట బేసికల్లీ మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీలీ నవీన్ నాకు తెలిసి మీ తెలుగు ఇంకా బెటర్ అయిపోయి ఉంటుంది వేణుగారితో ఉండి ఉండి అమ్మో ఈ తెలుగు ఈ తెలుగు కొంచెం కష్టం <laughs> ఇది కొంచెం గ్రాంధికమైన Telugu more uh, of Telangana accent ఉండే ఒక తెలుగు అండ్ అండ్ తెలంగాణ యాక్సెంటే కాదు చాలా ప్యూర్ తెలుగు లైక్ మనం ఒకప్పుడు వెళ్ళిపోయింది ఆ తెలుగు ఎక్కడ కష్టం ఇప్పుడు ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ కలిపేసి కాన్ఫిడెన్స్ వాజ్ హిమ్ బికాజ్ నాకు చెప్పినప్పుడు అన్న నాకు ఇట్ సైడ్ నేను నాది కర్నూలు అనంతపూర్ బళ్ళారి మాది బార్డర్ కాబట్టి లైక్ అరవింద్ సమేత ఫిల్మ్ లాంటి యాక్సెంట్ నాకు చాలా ఈజీగా వచ్చేసింది బట్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అన్న స్క్రిప్ట్ అన్న లైన్స్ అన్న అన్న నువ్వు చేస్తావు you will do it you don't worry leave it to me అన్నాను సో బ్లైండ్గా వదిలేసాను నేను because for me he was the confidence because the day one when I met him he said I'm there to take care so I did my preparation for the role for the look for the mindset అంతా But when he gave the dialogues, I said, man, not proving everyone that I'm a good actor, it will prove yourself that you're a good actor. So prove yourself you can do this. And, uh, he supported me a lot. Uh, one of my best films in my career. <laughs> I proudly say that. Uh, irrespective of screen space, irrespective of the whatever it is, but I love this film a lot. Right right మీకు కూడా ఎంతో కొంత విప్లవ భావజాలాల లోపల ఉండడము ఆ పోయిటరీ వైపు మీరు రాసే పోయిటరీలో కూడా వినపడుతూ ఉంటుంది చాలా వరకు అంటే దేశం యొక్క సమస్యలు కానీ లేకపోతే అవి చెప్పే విధానాలు కానీ చాలా ఎంతో కొంత ఉంటుంది అంటే మీకు కూడా ఏమైనా ఉందా బ్యా ఎవరైనా ఫ్యామిలీ నుంచి ఉండడం కానీ మీరు ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా అలా జరిగితేనే ఇలా తీస్తామని కాదు అలా లేదు అలా అనుకుంటే యా ఫిల్మ్ మేకర్గా ఒక క్రైమ్ స్టోరీ తీస్తాం క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉంటుంది కదా అదే కదా ఒక రొమాంటిక్ స్టోరీ చేస్తారు అంతమంది లవర్స్ ఉండాలని లేదు కదా లైక్ అదనట్లేదు నేను బట్ మీ మీరు అంటే ఏ ఏ ఫిలిం మేకర్ అయినా ఏ రచయిత అయినా తనకున్న తను పుట్టి పెరిగిన వాతావరణము తను చూసిన మనుషులు తను తెలిసిన జీవితాలు తను చదివిన పుస్తకాలు అతన్ని ప్రభావితం చేస్తాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో నా నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణము తెలంగాణలోనే ఒక పల్లెటూరులో నేను పుట్టి పెరగటం అక్కడ అక్కడంతా కూడా ఇంకోటి నైంటీ నైంటీస్ టైంలో ఉన్నది వాతావరణం అప్పుడే మనకు తెలుస్తున్నా నేను చైల్డ్హుడ్ అంతా కూడా ఆ వాతావరణంలో జరగటము అంత నక్సలైట్లు పోలీసులు ఎన్కౌంటర్లు ఇలాంటి వాతావరణంలో మనం పుట్టి పెరగటం వల్ల కొంత నాట్ ఓన్లీ నక్సల్ మూమెంట్ అని కాదు అసలు ఎంటైర్ తెలంగాణ అనేది ఒక పెద్ద రాజకీయ ప్రయోగశాల ఇక్కడ జరిగిన రాజకీయ ఇక్కడ జరిగిన ప్రయోగాలు మొత్తం ఎంటైర్ భారతదేశాన్ని ప్రభావితం చేసినాయి సో అలాంటి ఒక వాతావరణంలో అంటే నక్సల్ మూమెంట్ కావచ్చు తర్వాత అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కావచ్చు ఇట్లా రకరకాల మూమెంట్స్ అన్నీ అక్కడ అక్కడ జరగటము వాటన్నిటిని మేము చూస్తూ వాళ్ళతో కలుస్తూ మాట్లాడుతూ చదువుకుంటూ పెరగటం వల్ల తెలియకుండానే నాకు ఒక ఒక దారిని నాకు చూపించింది నా లైఫ్ నాకు ఒక నేను ఎలాంటి సినిమాలు తీయాలని ఒక ఒక రూట్ని నాకు ఒక రూట్ మ్యాప్ వేసింది సో దానివల్ల నేను ఇలాంటి సినిమాలు ఇలాంటివి ఏంటంటే హ్యూమన్ కండిషన్ని చెప్పాలి అంటే నాట్ ఓన్లీ నక్సల్ మూమెంట్ సినిమాలే నేను అన్ని తీస్తానని కదా అలాంటివి తీయను నేను హ్యూమన్ కండిషన్ చెప్పడం హ్యూమన్ ఎమోషన్స్ని పోర్ట్రేట్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం అదే ఒక సోషల్ క్యాన్వాస్లో చెప్పడం అంటే ఇంకా నా టెంపర్మెంట్ దట్స్ అదే నా టెంపర్మెంట్ యాక్చువల్లీ సో అట్లా అంటే మోర్ న్యాచురల్ ఉంటాయి వేణుగారి ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా అనుకోవచ్చా న్యాచురల్ ఉంటాయి రియలిస్టిక్గా ఉంటాయి సామాజిక వాస్తవికతని రిప్రజెంట్ చేసేలాగా ఉంటాయి ఓకే అండ్ అంటే పాట అనేది చాలా ముఖ్యం అది కామ్రేడ్స్ కూడా ఆ టైంలో కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా పాటతో మాటతో ప్రభావితం చేసేవాళ్ళు మనుషుల్ని కరెక్ట్ సాహిత్యకర్తలు కూడా దీనికి ప్రాణం పెట్టి రాస్తున్నారు అని అనిపించింది ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కూడా మచ్చుకి ముందు నుంచే ఇలాంటి పాటలు ఇలాంటి వాతావరణం తీసుకోవడం జరిగిందా ఎందుకు నో ఇప్పుడు ఏ సినిమాలో అయినా పాట ఎలా ఉండాలి మాట ఎలా ఉండాలి అని నిర్ణయించేది కథ సో కథలో ఉన్నటువంటి వాతావరణాన్ని రిప్రజెంట్ చేసేలాగా సాంగ్ ఉంటుంది సో అందులో భాగంగా వచ్చినటువంటి పాట hmm. So script unique uh, script కావటం వల్ల అలాంటి uh, ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా యాక్టింగ్ కావచ్చు లేకపోతే వీళ్ళందరి పర్ఫార్మెన్స్ అన్ని కూడా యూనిక్గా వచ్చేస్తాయి స్క్రిప్ట్ సరిగ్గా లేదనుకోండి ఏది ఇంకా సరిగ్గా ఉండదు అది మామూలుగా స్థాయిలోనే ఉంటాయి మనం ఎంత ట్రై చేసినా కూడా సో అందులో కథల నుంచి వచ్చినటువంటి uh, దాంట్లోనే పాట వచ్చిన పాటలు అంటారు ఎగ్జాక్ట్లీ <laughs> సురేష్ ఒబ్లి గారు కూడా చాలా ప్రాణం పోసారని చెప్పాలి పాటలకి అండ్ చంద్రబోస్ గారు ఒక సాంగ్ కోలు కోలు అనే సాంగ్ చంద్రబోస్ గారు రాయడం జరిగింది కదా అది అమేజింగ్ ఆయన గురించి మనం ఆయన గురించి మాటలే ఉంటాయి అన్ని పాటలే ఉంటాయి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే నాకు తెలిసినంత వరకు and Naveen you tell me like అంటే మాకు చూసేటప్పుడు గ్రీనరీ కనిపిస్తే అడవులు కనిపిస్తే ఆస్వాదించడానికి బాగుంటాయి టీవీలో ఆ పరిస్థితిలో ఉండి కాకుండా బయట నుంచి చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి బట్ అక్కడ షూట్ చేసేటప్పుడు డెఫినెట్గా అక్కడ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది ఫెసిలిటీస్ ఉండవు అండ్ లాట్ ఆఫ్ లైక్ ఆ గాలికి సౌండ్ ప్రాబ్లం ఉంటుంది ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి అక్కడ ఆ గాలికి హెయిర్ చెడిపోతూ ఉంటుంది hmm. <laughs> ప్రాబ్లమ్సే ఉంటూ ఉంటాయి అండ్ కాళ్ళు పరిగెట్టేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయేమో ఏ షూస్ వేసుకున్నా వేసుకోకపో ఏదైనా షార్ట్స్ ఉంటాయి కనుక ఇలా గుచ్చుకుంటే పర్లేదండి hmm. ముళ్ళు గుచ్చుకుంటే పర్లేదు hmm. బట్ సారీ ఇలా చెప్పొచ్చు లేదో తెలియదు కానీ మా మన ఫారెస్ట్ని మన వాళ్ళే పాడు చేస్తారు ఆల్కహాల్ బాటిల్స్ అవన్నీ పెడితే నా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా నా కళ్ళారా చూశాను మా ప్రొడ్యూసర్స్ మా టీమ్ మా ఆర్ట్స్ సెట్ అందరూ ఫస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అరణ్యాన్ని మొత్తం క్లీన్ చేసాం మేము వాళ్ళందరూ క్లీన్ చేయించి ఈవెన్ రానా గారు కూడా అందరికీ warning hello we are shooting we are in their area in their territory so మనం చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలనేసి ద హోల్ టీమ్ మా సైడ్న మొత్తం ఆ ఫారెస్ట్లో ఎవరైతే టూరిస్ట్ వచ్చారో hmm. వచ్చి దాన్ని పాడి చేశారో మా సినిమా టీం మొత్తం దాన్ని క్లీన్ చేసి we used for shooting and I personally feel the forest మేము వెళ్ళి షూట్ చేసిన ఫారెస్ట్ మాకు కావాల్సిన డెన్స్ ఫారెస్ట్ సో ఆ ఫారెస్ట్లో షూట్ uh, చేసేటప్పుడు డ్యానింగ్ cinematographer and other cinematographer also ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ దీన్ని పనిచేయడం జరిగింది ఏంటంటే దానికి రీజన్ దివాకర్ మనీ డేట్స్ లేకుండా డేట్స్ క్లాష్ వల్ల అప్పుడు క్లాష్ అయింది సో ఎస్ మీరు చెప్పినట్టు వాతావరణం was good because nature itself is beautiful it will not harm us when we do something to that we feel that it is doing something to us so what I feel thanks for the experience because ఈయన వల్ల రానగారి వల్ల దాని విలువ ఇంకెక్కువ తెలిసింది okay I think we need to save our forest a lot of course మనం ఉన్నాం ఏమంటారు <laughs> మనుషుల మనుషులు ఉండాలి అంటే ఫారెస్ట్ కూడా ఉండాలి ఖచ్చితంగా అదర్వైజ్ ఎక్కడ నుంచి వస్తుంది అండ్ అరణ్య చేయడం వల్ల ఆయనకి ఫారెస్ట్ గురించి బాగా తెలుసు అనుకుంటారు <laughs> ఆయన కూడా అక్కడే షూట్ చేశారు so he knows that forest very well okay బసు జాగ్రత్త ఎక్కువ సౌండ్లు చేయకండి వాళ్ళు వచ్చేస్తారు వాలంటీర్ ఏనుగులు వచ్చేస్తారు uh, ఒకసారి వచ్చాయి వచ్చాయి oh, కరెక్ట్ ప్యాకప్ <laughs> చెప్పి ఇంకా వెళ్ళే టైంలో ఏనుగులు వస్తున్నాయి కొంచెం లేట్ గా చెప్పాం ప్యాకప్ యాక్చువల్ ఫైవ్ థర్టీ లోపు చెప్పేసారు లేదంటే వాటి ప్లేస్ కదా వాటి ప్లేస్ మనం వెళ్ళిపోవాలి ఒక రోజు వస్తున్నాయి పెద్ద సౌండ్ ఇలా సౌండ్ వస్తా ఉంది <laughs> పరిగెత్తున్నాం easy to shoot in forest అండి అండ్ వే వేణుగారు and the production has handled the film process there super ఏమో బికాస్ నాకు ఆ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ సినిమాకి సంబంధించి I was enjoying a lot enjoying అంటే ఊరికే వావ్ ఫ్యామిలీ లాగా వెళ్ళాం పిక్నిక్ లా కాదు బికాస్ ఆ ప్రాసెస్ నచ్చింది because all the technicians collective అంతే కదా ఇప్పుడు మీరు ఎవరైతే పాత్రలో నటించారో వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు అంతే కష్టాలు కష్టాలు బికాస్ వాళ్ళకి ఒక రూఫ్ లేకుండా యూనో hmm. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎంత అండ కాస్తుందో తెలియని ప్లేస్ లో ఒక రూఫ్ లేకుండా ఉండాలి అండ్ భయం భయంగా కూడా బతకాలి వాళ్ళు కూడా ఎంతో కొంత ధైర్యాన్ని నింపే వాళ్ళు భయం భయంగా బతికే ఉంటారు ఖచ్చితంగా ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియకుండా అండ్ హిస్ బెస్ట్ క్వాలిటీస్ యాక్టర్స్ని no deviation no distraction you do anything you be yourself but when it's come to scene is not strict director or something but when he narrates you the lines the scene and the emotion finish or on spot ఎక్కువ కష్టపడాల్సిన అవసరం <laughs> లేదు కాకపోతే you are prepared with in once he narrates the scene ఇలా జరగబోతుంది ఇది ఇలా చేస్తున్నావు అని చెప్పారంటే అయిపోయింది hmm. నేననే కాదు నా చుట్టూ ఉన్న గ్యాంగ్స్టర్స్ బాయ్స్ కూడా వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకున్నారు వీళ్ళు వాళ్ళు రియల్గా ఉండాలి the way they shoot the way they believability ఉండడం కోసం వీళ్ళు చాలా ఒక ఒక సీన్ అనుకుంటా చాలా టచ్ చేసిన సీన్ లైక్ uh, సాయి పల్లవిని చెక్ చేస్తూ ఉంటారు ఓమై oh గాడ్ hmm. అంటే ఇలాంటివి నిజంగా జరిగాయా అసలు అలాంటివి అలాంటి జరిగాయా నిజంగా అలాంటి ఎవరి లైఫ్లో అయినా ఎక్కువ జరిగింది ఎక్కువ జరిగాయి ఎక్కువ జరిగాయి అలాంటివి చాలా ఎక్కువ జరిగినాయి oh. అవి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమే కాదు నైంటీస్ నుంచి నాకు తెలిసి అంటే నాకు తెలిసి నేను నైంటీ ఫోర్ నుంచి నాకు బాగా తెలుసు నైంటీ ఫోర్ నుంచి two thousand four two thousand eight వరకు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ జరిగినాయి అక్కడ కాప్స్ చేస్తున్నారు అది అంటే ఆ సంఘర్షణ అంటే ఆ ఆధిపత్య రాజకీయాలకి ప్రత్యామ్నాయ రాజకీయాలకి మధ్యనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్లో ఇన్నోసెంట్ పీపుల్ బలి అవ్వటం కానీ ఇట్లా కూడా చాలా జరిగినాయి అనమాట అట్లా రైట్ బట్ యా అంటే ఒక అడవిలో ఒక అందమైన ప్రేమ కథ అనేది <laughs> అద్భుతం అసలు ఈ ప్రేమ కథ అడవి అడవి అనేది కూడా ఈ ఈ కథలో ఒక ఇంపార్టెంట్ పాత్ర అది కూడా ఒక పాత్ర అడవిలో ఉన్నటువంటి మార్మికత ఎంత ఉంటుందో ఈ కథలో కూడా అంత మార్మికత ఉంటుంది సో నీకు కథ మొత్తం అడవిలో జరుగుతుందని కాదు మైదాన ప్రాంతంలో కూడా జరుగుతుంది అంటే బయట కూడా జరుగుతుంది ఒక సెకండ్ హాఫ్ ఆ లెవెల్ వెళ్ళిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత నుంచి story will shift to forest మళ్ళీ కొంచెం బయట కొంచెం లోపల అట్లా అట్లా అంటే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మీరు ఏదైనా యాడ్ ఆన్ చేయడం కానీ కల్పించడం కానీ సినిమాటిక్ లిబర్టీ ఎప్పుడు కూడా ఆ వాస్తవికతని కిల్ చేసేలాగా ఉండదు ఓకే తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ లవ్ స్టోరీ కూడా రియలా నో కొంత ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మేము చేసాము ఓకే లవ్ స్టోరీ రియల్ కాదు ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మేము ఇంకా దాన్ని ప్రాపర్ స్క్రిప్ట్గా మేము డెవలప్ దాంట్లో ఉండేటట్టు లీనమై ఉండేటట్టు చేయడం జరిగింది ఓకే రాణా గారి గురించి ఈజ్ వెరీ సింపుల్ అంటే నాకు ఎప్పుడు రాణాని చూస్తే నాకు అనిపిస్తుంది అంటే ఇంత డౌన్ టు ఎలా అసలు తాతగారు అంత బిగ్ ప్రొడ్యూసర్ నాన్న ప్రొడ్యూసర్ అండ్ చిన్నాన్న పెద్ద యాక్టర్ బట్ ఈజ్ లైక్ ఒకసారి రామానాయుడులో ఏదో షో జరుగుతూ ఉంటే చైర్స్ ఏవో వేయడం లేట్ అయితే ఏ ఎందుకురా అని ఫట్ ఫట్ ఫట్ ఆయన చైర్స్ వేస్తారనమాట సో <laughs> నేను చూసి ఇంత సింపుల్గా ఒక మనిషి ఎలా ఉండగలుగుతారని అనిపించింది for you like working experience with that guy so Rana garu ఎలా అనిపించింది రాణా రాణా గారు చాలా సింపుల్గా ఉంటారండి వెరీ వెరీ సింపుల్ ఒక ఇట్లా ఓ పెద్ద ఫీలింగ్ ఏముండదు ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కానీ ఆయనకి అట్లా ఏమీ ఉండదు మనం సెవెన్ థర్టీ కాల్ టైం చెప్తే ఆయన సెవెన్కి వస్తాడు స్టార్టింగ్లో అరే ఏమైనా మనకంటే ముందు వస్తున్నాడు అని చెప్పి సెవెన్ థర్టీ అంటే వన్ అవర్ ముందు వచ్చేవాడు మేము ఇంకా సెవెన్ థర్టీ కాల్ టైం అయితే ఆయనకి మళ్ళీ ఎయిట్ చెప్పేవాళ్ళం అనమాట ఎందుకంటే ఇలా ఇలా సెవెన్ థర్టీకి వస్తాడు <laughs> అంత పంక్చువాలిటీ ఉండేది కో ఆర్టిస్ట్లతో కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఆయన స్క్రిప్ట్ని చాలా ఇష్టం ఆయనకి రైటింగ్ని బాగా అర్థం చేసుకుంటాడు ఫిలిం hmm. మేకర్ యొక్క బాధ ఏంది వీడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనే hmm. దాని మీద ఎప్పుడు స్టిక్ అనే ఉంటాడు ఆయన hmm. సో అందుకనే ఈ కథకి ఏం కావాలో అది చేయాలి అనే దాంట్లోనే ఉంటాడు ఆయన అందుకనే ఈ కథను ఆయన నేను నేను చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు వేరే ఎవరు హీరోలు చేసే కథ కాదు ఇది చాలా గొప్ప విషయం సో ఆయన కేవలం ఏంటంటే ఒక యంగ్స్టర్ ఒక కథ పట్టుకొని వచ్చాడు మంచి స్క్రిప్ట్ మనం చేస్తే ఒక మంచి సినిమాని తెలుగు సినిమాకి అందించిన వాళ్ళం అవుతాం అనే ఒక ఒకే ఒక ఇంటెన్షన్తోనే ఆయన ఈ సినిమా చేస్తున్నాడు సో ఈ సినిమాలో హీరో కాబట్టి ప్రతిదీ నేను నా పేరు ముందు ఉండాలి అట్లా అట్లా లేదు మీకు ఒక ఒక విషయం చెప్తాను యాక్చువల్లీ నేను ఫస్ట్ పోస్టర్ చేసి సార్కి పంపించా వాట్సాప్ చేశాను ఓకే గుడ్ సార్ అని గుడ్ సార్ అని చెప్పి చిన్న చేంజ్ అండి అన్నాడు ఏంటి సార్ అంటే ఫోన్ చేశాడు పైన నా పేరు ఫస్ట్ ఉంది తర్వాత సాయి పల్లవి పేరు సెకండ్ ఉంది కదా అది మార్చండి సాయి పల్లవి గారి పేరు ఫస్ట్ పెట్టి నా పేరు సెకండ్ పెట్టండి ఇక నుంచి రెగ్యులర్గా అని చెప్పాడు సో ఎవరు అట్లా ఒక హీరోయిన్కి ఒక ఫిమేల్ ప్రొటాగనిస్ట్కి అంత ప్రయారిటీ ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఈ కథ ఆమె జీవితానికి సంబంధించినటువంటి విషయం వెన్నెల కథ ఇది సో కాబట్టి వెన్నెలకి ఇవ్వాల్సినటువంటి స్థానం వెన్నెలకి ఇవ్వాలి hmm. మనం తీసుకోవాల్సిన స్థానం మనం తీసుకోవాలి ఇందులో హీరోగా మనం నటిస్తున్నాం కాబట్టి ముందు అన్ని అట్లా ఉండకూడదు అని చెప్పి చాలా జెన్యున్గా హానెస్ట్గా అట్లా ఎవరు నాకు తెలిసి చేసి లేరు యాక్చువల్లీ సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి బట్ hmm. మనం ఇంటర్వ్యూస్ మీద మళ్ళీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం కాబట్టి నెమ్మది నెమ్మదిగా మనం కూడా ఈఎంఐస్ <laughs> e లాగా hmm. కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా రిలీజ్ చేద్దాము బట్ యా ఏదో లైక్ ఎప్పుడులాగే it was really nice meeting you and all the very best గురించి చెప్పొద్దా నేను చెప్పానా చెప్పారు ఆల్రెడీ మీరు నవీన్ గారి గురించి ఆయనే కావాలని మీరు తీసుకున్నారని చెప్పడం జరిగింది అండ్ ఫర్ అస్ లైక్ మీరు చాలా మంచి కవిత్వాలు ఉంటాయి కాబట్టి ఎండ్ uh, చేసేటప్పుడు ఏదో ఒక వినాల్సి అయ్యయ్యో ఖచ్చితంగా వినాల్సిందే లేదు లేదు లేదు మీ పోయిటరీకి అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు లేదండి అది నా పోయిటరీ సీరియస్ పోయిటరీ చదువుకుంటే please please please please June seventeenth Parvam release అవుతుంది so you gonna experience unique love story unique poetry కూడా అది super super film making process మీరు ఎంజాయ్ చేస్తారు ఇది నా పోయిట్రీ hmm. మీ పోయిట్రీ చెప్పండి విరాట్ విరాట పర్వం అనేది అదొక ఒక లాంగ్ పోయం లాంటిది ఓకే అది సెవెంటీన్త్ రోజున వస్తుంది మీరు నా పోయం వినడం కాదు విరాట పర్వాన్ని మీరు చూసి డెఫినెట్లీ అది ఒక ఒక లెటరీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను డెఫినెట్లీ జూన్ సెవెంటీన్త్ రోజున మీరు సినిమా చూడండి డెఫినెట్లీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు తెలుగు సినిమా మంచి సినిమా అని చెప్పేసి thank you thank you so అలా ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను and thank you all the very best అండి